But they తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యంగ్ డైనమిక్ లీడర్ అన్నా అంటే నేనున్నా అంటూ పార్టీ కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న మృదు స్వభావి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు స్వీకరించిన అన్న శుభ సందర్భంగా శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నవారు కుత్బుల్లాపూర్ వైస్ ఎంపీపీ కులాన్ కృష్ణారెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు కులాన్ బాలరెడ్డి బాచపల్లి గ్రామం మేడ్చల్ జిల్లా